hi friends welcome back to Karthik icon YouTube channel friends ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మధ్యలో దీపావళి రోజు ముందు డిస్కషన్ ఎలా ఉంటుందో అదే వీడియో షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది let's go watch the video భయ రేపు ఏం చేద్దాం భయ పటాకులు ఎట్లా తోవాలో అర్థమైతలేదు భయ మన డాడీ అడిగితే మనకి ఇయ్యట్లే ఏమి ఇయ్యట్లే భయ ఎట్లా ఏ ఏం చేస్తున్నావు భయ గడ్డి వీక్తున్నా భయ ఏ ఊకోలకి భయ మొదకి ఇక్కడ గడ్డెడుంది భయ ఏ ఊకోలకి భయ మొదకి ఇక్కడ గడ్డెడుంది భయ మరేం భయ అట్లా అడుగుతున్నావు రేపు దీపాలు పెట్టుకొని రేపు మా ఇంట్లో మా అయ్యని ఎట్లా అడగాలో నాకు అర్థమైతలేదు అదే డీప్ థింకింగ్ ఉంది భయ నేను కూడా గదే థింకింగ్ నేను కూడా గదే దీప్ థింకింగ్ ఉన్నా ఏమన్నా అంటే చదువుకోమంటారు భయ మా అయ్యతో దమ్ము దమ్ము అవుతుంది భయ భయ అదంతా అవసరం లేదు రేపు ఎట్లా అయినా కింద వాడి బొర్రినా మా డాడీని పటాకి లేమంటారా నేను సుతిలటం పంపి దేవాలే గిన్నెలు పెట్టి వెళ్ళి సుత్తిలాటంపం తేవాలి గిన్నెలు పెట్టి కింద మీద కూడా వారు బొర్రోజు భయ భయ ఏం భయ మజా వేస్తున్నావు పప్పు భయ అప్పుడప్పుడు మజా వేయాలి భయ అప్పుడప్పుడు మజా వేయాలి భయ ఎంటర్టైన్మెంట్ ఉంటది అరే వద్దురా వద్దురా క్రాకర్స్ వేస్తే పొల్యూషన్ అయితే ఊకోరా బుగ్గ నీకేం తెలుసు ఉల్లిగడ్డ బొమ్మ పెట్టినామా గిన్నెల గిర్రయా ఎప్పుడైనా నీ ముఖానికి పాప బేల్చినావు భయా రేపు చూతిల్లటం బాం గిన్నెలు పెడదామా పెండలు పెడదామా భయా రేపు చూతిల్లటం బాం గిన్నెలు పెడదామా పెండలు పెడదామా ఏ మన సంతోషం కోసం పేల్చుకుంటప్పుడు గిన్నెలు పెడదాం ఎవరైనా వస్తే పెండ వెళ్దా పెండలు పెడదాం వాళ్ళు వచ్చి వాళ్ళ ముఖం మీద ఇక్కాలి పెండ మొత్తం పెద్ద అరే వద్దురా డాగ్స్ క్రాకర్ సౌండ్ విని భయపడతాయిరా ఏ ఊకోరా రేపు రాకెట్ పెడతాం గాలిలో ఎగురుకుంటే ఎగురుకుంటా పోవాలి అరే వద్దురా నా మాట వినండిరా కాల్సొద్దురా క్రాకర్స్ కాల్స్తే ఎయిర్ పొల్యూషన్ అవుతుందిరా అరే ఊకోరా ఊకో నాకు తిక్కలేసింది అంకో కుక్క తోక పటాకు పెడతాను అరే ఏంద్రా మీరు మంచి చెప్తుంటే నూకేస్తురు ఎయిర్ పొల్యూషన్ అయ్యి మీకు ఆక్సిజన్ అందకుండా తెలుస్తుందిరా కుక్కది ఒక కాదురా పెట్టేది పటాకి మీ వెనకాల పెట్టుకోర్రా మంచి చెప్తుంటే నువ్వుకే సురగారా సరే రా సరే అంతే భయ అంతే భయ అరే ఏంద్రా అన్నిటికి అంతే అంతే అంటున్నావు అంతే భయ అంతే భయ అరే వాడన్నదానికి అంతే భయ మేమన్నదానికి అంతే భయ ఏమంతే భయరా అంతే భయ అంతే భయ అంతే అంతే భయ ఏంటిదిరా అంతే భయ అంతే భయ అరే ఇదంతా అసలు మనం పటాకులు తెచ్చుకున్నాం పోరా అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే ఏమేం భయ అట్లా ఓడుకుంటారు అంతే భయ అంతే భయ అంతే భయ అంటే ఏంది భయ అంతే భయ అంతే భయ అంతే భయ అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే అంతే ఫ్రెండ్స్ చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియోలో చూపెట్టినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు దాంట్లో మీ ఫ్రెండ్ ఏ టైపు అంటే దాంట్లో ఒక్కరు ఒక టైప్ కదా ఒకరేమో నేచర్ని రెస్పెక్ట్ చేసే ఫ్రెండ్ ఒకడు ఉంటాడు నేచర్ లవర్ ఇంకో ఫ్రెండ్ ఏమో చిల్ అవుట్ ఉంటారు ఇద్దరు ఏమో ఏం చెప్పినా కానీ అవును బాయ్ అవును బాయ్ అనేటోళ్ళు ఉంటారు సో మీ ఫ్రెండ్స్ ఏ టైపో కామెంట్ చేయండి అలా నేమ్ అలాగే మీరే టైపో కూడా కామెంట్ చేయండి మీరు మీ దీపావళిని లైట్స్తో జరుపుకుంటున్నారా క్రాకర్స్తో జరుపుకుంటున్నారా అది కూడా కామెంట్ చేయండి so thank you for spending your valuable time third channel మీరు విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను సో अंते बाया अंते बाया अंते बाया अंते बाया बाय फ्रेंड्स